నందుల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు పెసరపప్పు అరకప్పు ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూర ఒక కప్పు పసుపు కొద్దిగా నూనె పోపుకు సరిపడా పోపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపి ఒకటిన్నర స్పూను ఎండుమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు మూడు కరివేపాకు రెండు రెమ్మలు దీన్ని తయారు చేసుకునే విధానం పెసరపప్పు ముందుగా శుభ్రంగా కడుక్కుని ఒక కప్పు నీళ్లు పోసుకుని ఇలా ఒక గిన్నెలో స్టవ్ మీద పెట్టుకుందాం పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి దీన్ని కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు కందిపప్పు అయితే ఖచ్చితంగా కుక్కర్లో పెడితేనే తొందరగా అవుతుంది కాబట్టి అది కుక్కర్లో పెట్టుకుంటాం మనం ఇదైతే అవసరం లేదు పెసరపప్పు డైరెక్ట్గా తొందరగానే ఉడికిపోతుంది ఇది ఇంకా కొంచెం తొందరగా ఉడకాలి అంటే కనుక కొద్దిగా దీంట్లో ఆయిల్ వేసుకుందాం అలాగే కొంచెం పసుపు వేసుకుందాం ఎందుకంటే కలర్ఫుల్గా వస్తుంది తర్వాత ఈ పప్పు అనేది నూనె వేయడం వల్ల పైకి పొంగకుండా ఉంటుంది అలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చాలు పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది ఉడికేటప్పుడే పప్పు పప్పు ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇలా ఒక్కసారి ఉడకడం స్టార్ట్ అయిన వెంటనే ముందుగానే కడుక్కుని సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా మెంతికూర మెంతికూరని ఒకసారి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇప్పుడు ఈ మెంతికూరను కూడా ఈ పప్పులోకి వేసేద్దాం మెంతికూర పప్పు నేను ఈరోజు పొడి పొడిగా ఎలా వేయాలో చెప్తున్నాను అనమాట అందుకని ఎక్కువ వాటర్ కూడా ఇందులో యూజ్ చేయలేదు నేను ముద్దగా కాకుండా పొడిగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే పూర్తిగా ముద్దగా కాదు పూర్తిగా పొడి పొడిగా కూడా రాదు ఇది ఒకసారి ఇలా కలిపేసుకుని సిమ్లో పెట్టుకుని మంట దీనిపైన ఇలా ఒకవైపు గ్యాప్ ఉంచి మూత పెట్టాలి ఎందుకంటే కనుక ఇందులో ఉన్నది పప్పు కదా మూత పూర్తిగా పెట్టేస్తే పైకి పొంగు కింద వచ్చేస్తుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ రకంగా మూత పెట్టాలి ఒక్కసారి మధ్యలో ఇలాగా ఓపెన్ చేసి చూసుకుందాం ఎందుకంటే కనుక పెసరపప్పు కదా మధ్యలో మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూసారు కదా దగ్గర పడిపోతుంది నీరు కూడా ఎక్కువ లేవు ఇంకా పప్పు కూడా ఉడికిపోవడానికి రెడీ అయిపోయింది దీనికన్నా ఎక్కువగా ఉడికితే ముద్ద అయిపోతుంది ఉన్న నీరు సరిపోతుంది ఒకవేళ మీరు ఏమైనా నీరు ఎక్కువ పోసుకుంటే కనుక ఒక్క నిమిషం ఇలాగే ఉంచి ఎక్సెస్ వాటర్ అనేది మొత్తం తీసేసుకోవాలి ఒక వన్ మినిట్ సరిపోతుంది వన్ మినిట్ ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూద్దాం ఒక నిమిషం అయిపోయింది కదా చూశారు కదా చక్కగా వాటర్ అంతా అయిపోయింది ఇంకా కొద్దిగానే ఉంది వాటర్ పర్వాలేదు ఉన్నాను పప్పు ఇంతకన్నా ఎక్కువ ఉడికితే పప్పు అనేది పొడి పొడిగా రాదు మనకి ముద్దగా కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇంకో కొంచెం వాటర్ వేసి కొద్దిసేపు ఉడకపెట్టుకోండి పర్వాలేదు నేనైతే ఆఫ్ చేసేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో పోపుకి తగినంత నూనె వేసుకుందాం నూనె కొద్దిగా వేడైన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుందాం ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువే వేసుకోండి ఎందుకంటే ఇది కమ్మగానే ఉంటే బాగుంటుంది పెసరపప్పుతో మెంతికూర మంచి కాంబినేషన్ కందిపప్పు ఇష్టపడే వాళ్ళు అదే వేసుకోండి బట్ ఒక్కసారి పెసరపప్పులో ట్రై చేస్తే ఇదే బాగుందంటారు ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు వేసుకున్నాం ఆల్రెడీ మనం పప్పులో ఉడికేటప్పుడు పసుపు వేసుకున్నాం బట్ ఇప్పుడు కూడా పోపులో కొద్దిగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ప్లస్ కలర్ పోపు వేగిపోయింది కదా ఇప్పుడు ఇందాక మనం ఉడకపెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో దీంట్లో మొత్తం వాటర్ అన్నీ పోయే ఇలా పోపులో వేసేసుకోవచ్చు దీనే తిరగమోత అని కూడా అంటారు ఈ రకంగా మనం వేయడం వల్ల ఈ పప్పుకి చాలా మంచి టేస్ట్ వస్తుంది కొన్ని కొన్ని రకాలు పప్పు అయినా సరే కూరలైనా సరే ఇలా తిరగమోత పెడితే దానికి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది రెగ్యులర్గా పప్పులోనే పోపు వేసేస్తూ ఉంటారు కానీ ఈ విధంగా తిరగమోత పెట్టుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి కలుపుకున్నాం ఎందుకంటే అడుగులు పోతుంది కదా అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు దీనికి ఎక్కువ పట్టదు ఎందుకంటే దీంట్లో ఏ విధమైన పులుపు వేయం కదా మనం అలాగే ఇది పెసరపప్పు పెసరపప్పు ఎక్కువ ఉప్పు పట్టదు కాబట్టి ఉప్పు కొద్దిగా తగ్గించి వేసుకుందాం ఉప్పు వేసుకున్నాం కదా ఒకసారి మొత్తం కలిపేసుకునేది సేపు ఏమీ ఉండనవసరం లేదు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకుని అందులో ఉన్న తడంతా కూడా పోయాక అంటే ఎక్కువసేపు ఏం పట్టదు జస్ట్ టూ త్రీ మినిట్స్ అంతే ఎంతో రుచిగా ఉండే మెంతికూర పప్పు తయారైపోయింది ఇది చూడడానికి చక్కగా పొడపొళ్ళాడుతూ అలాగే తినడానికి చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి మరో వంటకంతో మరో వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు